Hello my dear students, welcome to Achievers Academy. So I am here Rohit, your polity faculty. So today the topic which we are going to discuss is nothing but how to prepare for polity general studies, particularly general studies. In the kante, you know guys, uh, with respect to this subject polity, in each and every aspect, in each and every examination, most of the examinations, lo, polity will play a very, very, very crucial role. చాలా కీ రోల్ ప్లే చేస్తుందని చెప్పుకోవచ్చు జనరల్గా ఏదైనా టాపిక్స్ ప్రిపేర్ అయినప్పుడు ఏదైనా గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ గ్రూప్ ఫోర్ కానీ కొన్ని మేజర్ సబ్జెక్ట్స్ ఉంటాయి like history polity economy history polity and economy ఈ మేజర్ థింగ్స్ ఈ three subjects will decide anything అందులో ప్రతి ఆస్పెక్ట్లు అంటే ఈ గ్రూప్స్ కాకుండా మిగతా ఏ ఎగ్జామినేషన్లో అయినా కూడా కొన్ని other subjects key role play చేస్తాయి బట్ దిస్ త్రీ అంటే you know other kind of subjects ఉన్నా కానీ వీటిని చాలా మేజర్గా ట్రీట్ చేస్తూ ఉంటారు అయితే ఎగ్జామినేషన్ ఏదైనా the way you have to go through this subject polity ఏ సబ్జెక్ట్ అయినా అంటే యూనో ఏ ఎగ్జామినేషన్ అయినా పాలిటీని ఎలా చూడాలి how the polity should be taken ఇప్పుడు ఫర్ సపోజ్ మనం గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ అండ్ ఎక్స్క్లూజివ్గా ఈ video especially meant to understand how to prepare for the subject polity ఇక్కడ నేను reference group one and group two గా గ్రూప్ టూ తీసుకున్నాను so group one and group two రెండు సిలబస్ని డీకోడ్ చేస్తూ అండ్ ఈ రెండు సిలబస్ అంటే చూడండి this complete video is not completely about decoding the syllabus అంటే ఆ సిలబస్ ని ఎలా ఫ్రేమ్ చేయడం జరిగింది ఆ సిలబస్ ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే by understanding the crux of the subject polity, we need to understand the syllabus. And in the same manner, syllabus has also been framed. అంటే ఈ పాలిటీ క్రక్స్ ని బేస్ చేసుకొని సిలబస్ ని ఎలా ఫ్రేమ్ చేశారు అనేది మనం ఇక్కడ డిస్కస్ చేసుకోబోతున్నాం okay so how to prepare for polity general studies okay so దీనికంటే ముందు just for a few instances few moments మనము group one and group two కి సంబంధించిన సిలబస్ ని ఒక్కసారి ఓవర్వ్యూ చేద్దాం okay Okay. So this is particularly meant for group for group 1 prelims. Group 1 prelims. So group one prelims లో చూస్తే మనకి ఇక్కడ నై eighth part Indian constitution and polity Indian constitution and polity so what exactly this Indian constitution and polity will will just go through that and అలాగే నెక్స్ట్ పర్టికులర్గా ఈ గ్రూప్ వన్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ ఇచ్చి అందులో ఆ group one mains point of వ్యూలో పాలిటీ సిలబస్ ని ఎలా ఫ్రేమ్ చేయడం జరిగిందో చూడండి evolution of the Indian constitution fundamental right system of government judicial system in India federal system in India ఇవన్నిటినీ కూడా డిఫైన్ చేయడం జరిగింది ఇప్పుడు overview of the Indian constitution and politics అంటే this is particularly specially meant for group two అంటే ఎగ్జాక్ట్గా సిలబస్ అంటే group two and group one లో ఉన్న ప్రతి పాయింట్ని అంటే లైక్ ఎవల్ ఈ evolution of the Indian constitution అంటే ఫస్ట్ నుంచి seventeen seventy three regulating act charter acts తర్వాత Indian government acts nineteen nought nine government of India act nineteen nineteen government of India act nineteen thirty five government of India act అంటే వీటిని మింటో మార్లే మౌంటేగు చెమ్స్ఫార్డ్ తర్వాత సైమన్ కమిషన్ తర్వాత nineteen thirty five government of India act ఇలాగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇవాల్వ్ అవుతూ వస్తుంది సో వీటితో పాటు అంటే ఓన్లీ ఈ పదాల నుంచి మాత్రమే చదివితే only just going through this keywords can we fetch marks in the examination polity అంటే ఈ కీవర్డ్స్ తో ఇంటర్ రిలేట్ అయిన టాపిక్స్ ఇంకా ఏమున్నాయి వాటిని కూడా మనం going I know we will be going through the entire topics వాటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకోబోతున్నాం so this is exactly the topic the syllabus for the group two and in the English medium okay so evolution of the Indian constitution, fundamental rights distinctive features of the Indian federalism ఇక్కడ బేసికల్ గా మేజర్ గా ఫెడరలిజం ని స్ట్రెస్ చేశారు so union state government union and state governments గురించి ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగింది rural and urban governance with reference to seventy third and seventy four next electoral అంటే group one and group two compare చేస్తే గ్రూప్ టూలో they have more emphasized they have focused mostly this electoral system electoral సిస్టమ్ని పర్టికులర్గా ఎంఫోసైజ్ చేయడం జరిగింది so judicial system in India special provisions for the scheduled caste scheduled tribes backward classes women and minorities welfare schemes for the enforcement and Indian constitution new challenges అంటే ఇక్కడ మనం చూస్తే so Indian constitution and new challenges అని this line is very small group టూలో కానీ ఈ Indian constitution and new challenges అంటే what comes under the new challenges is the question mark మనము కొన్ని పాయింట్స్ చూస్తే new challenges okay let's first go through the crux తర్వాత ఈ ఒక్కొక్క పాయింట్ కి what is the exact meaning of each point in this group two syllabus and and how we can relate that with the polity subject in general అంటే ఏ ఎగ్జామినేషన్ చూసినా ఖచ్చితంగా ఉండే పాయింట్స్ ఏంటి అండ్ గ్రూప్ టూలో మనం స్పెషల్గా ఫోకస్ చేయాల్సిన పాయింట్స్ ఏంటి దాన్ని మనం చూద్దాం ఓకేనా <laughs> Excuse me. Okay. Every time I use it to tell this to all my students. There is something called as theory of, there is something called as theory of So the first concept which we will be going to discuss is nothing but theory of separation of powers. Theory of separation of powers. And if you want to understand this subject polity, you need to understand something called as theory of separation of powers. So what is the meaning of theory of separation of powers? We will be discussing that. Okay. So this theory of separation of powers, apart from this theory of separation of powers, we also need to study something called as doctrine of checks and balances లేదా theory of checks and balances so theory of checks and balances లేదా doctrine of checks and balances so theory of separation of powers checks and balances so ఈ రెండింటిని అండర్స్టాండ్ చేసుకుంటే so what the examiner want to expect from you what exactly is this polity అంటే ఇండైరెక్ట్గా this subject we will be అంటే ఈ పాలిటీ సబ్జెక్ట్ ని ఇండైరెక్ట్ గా we will be studying the constitution అందుకే most of the times Indian constitution and polity అని ఇస్తారు అంటే భారత రాజ్యాంగాన్ని మనం అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనం ఇండైరెక్ట్ గా going to study so what all the articles are present in in the Indian constitution from article one to article three ninety five ఇందులో ఉన్నవే we are going to study apart from this there is something called as conventions so ఈ కన్వెన్షన్స్ గురించి కూడా ఇండియన్ పాలిటీలో మనం చదువుతాం so Indian constitution is all about articles in addition to that we will also be dealing with the conventions so what exactly is the conventions అవన్నీ కూడా మనం చూస్తాం so first of all theory of separation of powers okay so దీనికి ఈ theory of separation of powers అంటే Indian government each government will consist of three organs that is nothing but legislature Government consists of three organs legislature legislature and the next thing will be executive legislature, executive, and the other thing is nothing but the judiciary. Legislature, executive, and also judiciary. So, these three organs will constitute the government. ఈ గవర్నమెంట్ లో ఈ త్రీ ఆర్గాన్స్ ఉంటాయి సో లెజిస్లేచర్ కిందికి ఏమేమి వస్తాయి what comes under the legislature So legislature means indirectly it's all about law making process okay law making process అంటే పాలిటీ అంటే ఏంటో అసలు ఏమి తెలియని వాళ్లకు కూడా క్లియర్ కట్గా పాలిటీలో ఏం చదవాలి ఎలా స్కోరింగ్ అవుతుంది అని చెప్పడం ఈ వీడియో యొక్క మెయిన్ ఇంటెన్షన్ అండ్ అలాగే నాకు సంబంధించిన వీడియో కోర్సెస్ ఏవైతే ఉన్నాయో all the polity video courses అంటే గ్రూప్ టూకి గ్రూప్ వన్కి సంబంధించిన కంప్లీట్ వీడియో లెక్చర్స్ మన అచీవర్స్ నెక్స్ట్ అకాడమీ ఈ ఆన్లైన్ యాప్లో ఉంటాయి you can download that you can understand the entire polity పాలిటీలో ఉన్న ఒక మ్యాజిక్ని మీరు ఫీల్ అవుతారు సో పాలిటీ అంటే ఇంత చక్కగా ఉంటుందా అంటే whether are you preparing for the competitive examinations or anything ఎవరికైనా కూడా కొన్ని వీడియోస్ అంటే just looking at my videos just ఒక వీడియో చూడండి ఇంకొక వీడియో చూడాలనుకుంటారు ఆ వీడియో కంటిన్యూగా ఆ సిరీస్ అయిపోయేంత వరకు మిమ్మల్ని నిద్ర పోనివ్వదు అంత మంచి ఎక్స్క్లూజివ్ మంచి వీడియో కంటెంట్ మంచి మంచి ఎగ్జాంపుల్స్తో ఇన్నోవేటివ్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్తో మన అచీవర్స్ నెక్స్ట్లో నా యొక్క పాలిటీ కోర్సెస్ ఉన్నాయి you can understand that you can go through that so అయితే అందరికీ పాలిటీ అంటే ఏంటో తెలియ తెలియజేయడం ఈ వీడియో యొక్క main intention so law making process law making process అంటే ఏంటి అంటే దేశానికి సంబంధించిన కంట్రీకి సంబంధించిన లాస్ జనరల్గా ఎప్పుడైనా కూడా లాస్ అంటే కోర్టుకు సంబంధించింది అనుకుంటాడు so this is law making laws అంటే ఏంటో చెప్తున్నాను సో చట్టాలు law is nothing but the decisions related to the country so కంట్రీకి సంబంధించిన ఏ డెసిషన్స్ అయినా will be taken by the parliament so ఎలా చేస్తారు పార్లమెంట్ లో ఈచ్ అండ్ ఎవ్రీ డెసిషన్ ఎలా చేసుకుంటారు అంటే in the form of bills so they will be passing the bill article three seventy that is related to Jammu Kashmir Jammu Kashmir కి సంబంధించి delimitation commission is recently news అంటే why article three seventy has been repealed అంటే that is taken by the parliament అంటే ఇండియాకు సంబంధించిన ఏ డెసిషన్ అయినా that will be taken by the parliament so parliament తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ప్రతి డెసిషన్ ని మనం ఏమంటాం law making so parliament consist of Lok Sabha plus Rajya Sabha parliament consist of what Lok Sabha Lok Sabha Rajya Sabha Rajya Sabha. So ఉంటుంది అంటే of course article seventy nine ప్రకారం ప్రెసిడెంట్ రాజ్యసభ లోక్సభ కానీ మన అండర్స్టాండింగ్ కోసం పార్లమెంట్ లో ఏమేమి వస్తాయి Lok Sabha plus Rajya Sabha so next thing will be the executive అంటే చూడండి law making will be in one hand law execution will be in one hand and law adjudication will be in the other hand ఈ మూడు ఆర్గాన్స్ మనం అర్థం చేసుకోవాలి so that is very very important so parliament will be preparing the laws and making parliament will be making the laws and parliament will pass the laws okay and వాటిని ఇంప్లిమెంట్ చేసేది ఏంటంటే executives who will be implementing them అంటే executives will be implementing them so ఎవరు వస్తారు ఎగ్జిక్యూటివ్స్ లో you know so president of India executives లో ఎవరు వస్తారు president of India shortcut లో రాస్తున్నాను వైస్ ప్రెసిడెంట్ వెల్కమ్ అండ్ ఇక్కడ ఇంకా ఎవరు వస్తారు prime minister of the country and అలాగే council of ministers and apart from this attorney general attorney general so attorney general వస్తుంది అంటే పార్లమెంట్ చేసిన పార్లమెంట్ చేసిన రూల్స్ పార్లమెంట్ తీసుకొచ్చిన చట్టాలు the laws that were made by the parliament acts that were made by the parliament will be implemented in the name of president కానీ ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు every law will be implemented by particular ministry అంటే if in India if the government want to control the illegal or else insurgency in India అంటే సివిలియన్స్ లో డెవలప్ అవుతున్న ఇన్సర్జెన్సీ టెండెన్సీస్ కానీ లేకపోతే జనరల్ గా insurgency tendencies will not present in the civilians కానీ ఒక వర్గం వాళ్ళు ఒక community you know so the terrorist maybe you know I kind of a sleeper cells వాళ్ళు ఇందులో లోకి ప్రవేశించి వాళ్ళను ప్రొవకేట్ చేసి వాళ్ళని రెచ్చగొట్టి సో వాళ్ళను దేశ వ్యతిరేక వ్యక్తులుగా తయారు చేస్తే if they want to make this people as anti nationals so ఇలాంటి వాళ్ళని కట్టడి చేయడానికి central government will come with certain rules and regulations దాన్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు హోమ్ మినిస్టర్ అలాగే అగ్రికల్చర్ కి సంబంధించి centre will be making certain rules and regulations who will be implementing them agriculture minister will implement them so authority, you know, national highways ki sambandhinchi, if the, if the parliament is making any law, that will be implemented by national highway authority. Defenses ki sambandhinchi. So how India want to continue its defense relation, from where, from whom they want to purchase the weapons. Parliament will make the laws, defense minister will implement the laws. అంటే యూనో ఏవియేషన్ కి సంబంధించి parliament will make the laws defence minister will implement the laws అందుకే this council of ministers will implement them so that is why మనకు we need understand if we want to understand the law making process you need to understand the parliament so if you want to understand the executive law implementation process you need to understand president vice president prime minister council of ministers attorney general అయితే if there is any wrong things అంటే లెజిస్లేచర్ లో ఏమైనా తప్పులు జరిగితే executive implementations law if there is any mistake that is going to happen with respect to executives. So in that also executives. So that can be questioned, adjudicated by the judicial. Adjudicated by the judicial. So at the level of center, it will be the Supreme Court. So ఇది judicial so I think you people are writing running notes అంటే వీడియో చూసే just కూడా just notes you know just try to maintain some notes so that నాతో పాటు మీరు కూడా సబ్జెక్ట్లో ఇన్వాల్వ్ అవుతున్నట్టు అంటే when parliament is making any law if there is any you know wrong doings అందులో ఏమైనా తప్పులు జరిగితే దాన్ని క్వశ్చన్ చేసేది ఎవరు జుడిషియరీ మనకు సిలబస్లో పర్టికులర్గా జుడిషియరీ అనేది అయితే పార్లమెంట్ చేసిన ప్రతి విషయాన్ని జుడిషియరీ ఓవర్గా ఎంపసైజ్ చేస్తుంటే ప్రతిసారి ఓవర్గా రియాక్ట్ అవుతుంటే లైక్ త్రీ క్యాపిటల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హాస్ బీన్ స్ట్రైక్ అండ్ డౌన్ బై ద హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చెప్పాడు అంటే ద లా మేకింగ్ ప్రాసెస్ ఇస్ లిమిటెడ్ టు ద స్టేట్ లెజిస్లేచర్ అడ్జుడికేషన్ షుడ్ బి డన్ ద జుడిషియరీ అండ్ హౌ కమ్ ద జుడిషియరీ కెన్ సే దట్ వీ డోంట్ హ్యావ్ ద ద స్టేట్ డోంట్ హ్యావ్ ద పవర్ టు మేక్ లాస్ విత్ రెస్పెక్ట్ టు ద క్యాపిటల్ అంటే రాజధానికి సంబంధించి మేము ఎలా శాసనాలు చేయలేము అని కోర్టులు మాకెలా చెబుతాయి ఇది ఖచ్చితంగా theory of separation of powers అంటే అధికారాల విభజనకు అంటే ఆటంకం కలిగించేటట్టు అంటే అందులో ఇన్ ఇన్వాల్వ్ అవుతున్నట్టు అందుకే ఎవరి అధికారాలు వాళ్ళకుంటాయి సో లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియల్ ఇలా ఎవరి అధికారాలు అంటే this will make the laws this will implement the laws this will adjudicate the laws దీన్ని మనం ఏమంటాం theory of separation of powers అయితే this theory of separation of powers is mostly followed in United States of America. Of course, in Indian constitution also this theory of separation of powers will be there, but not watertight separation. అంటే క్లియర్ కట్గా లెజిస్లేచర్కి ఎగ్జిక్యూటివ్కి సంబంధం లేదు అన్నట్టు ఉండదు ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఏ పార్లమెంట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ఏ పార్లమెంట్ అటార్నీ జనరల్ హీ కెన్ సిట్ ఇన్ ద ప్రొసీడింగ్స్ ఆఫ్ ద పార్లమెంట్ ప్రెసిడెంట్ ఇండైరెక్ట్లీ పార్ట్ ఆఫ్ ఏ పార్లమెంట్ అకార్డింగ్ టు ఆర్టికల్ సెవెంటీ నైన్ వైస్ ప్రెసిడెంట్ హీఈస్ ద చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ అంటే ఆల్ ద లెజిస్లేచర్స్ ఆర్ ఇండైరెక్ట్లీ హ్యావింగ్ కనెక్షన్ విత్ ద లెజిస్లేచర్ ఈ క్రక్స్ని మనం తెలుసుకోవాలి సో ఈ theory of separation of powers దీన్ని దృష్టిలో పెట్టుకొని the syllabus have been frame next checks and balances when legislature is exceeding their you know jurisdiction వాళ్ళు తమ హద్దులు దాటి ప్రవర్తించినప్పుడు when they are crossing their limits and acting in an active manner so then that can be checked by this one executive so similarly అంటే బేసికల్గా నాట్ దాట్ మచ్ టైట్లీ ఎగ్జిక్యూటివ్ని క్వశ్చన్ చేయరు ఎందుకంటే ఇందులో ఒకటే ఒకటి ఉంటుంది ఇఫ్ ప్రైమ్ మినిస్టర్ డిజైర్స్ హీ కెన్ డిజాల్వ్ ద లోక్సభ అంటే ప్రైమ్ మినిస్టర్ విల్ అడ్వైజ్ టు ద ప్రెసిడెంట్ అండ్ ప్రెసిడెంట్ విల్ డిజాల్వ్ ద లోక్సభ సో హౌ సో దట్ ఈస్ లోక్ సభను డిజాల్వ్ చేస్తాడు కాబట్టి సో ఎగ్జిక్యూటివ్స్ ఆర్ కంట్రోలింగ్ ద లెజిస్లేచర్ సిమిలర్ గా లెజిస్లేచర్ విల్ ఆల్సో కంట్రోల్ ద ఎగ్జిక్యూటివ్ ఎలా ఇన్ ఎ క్వశ్చన్ అవర్ క్వశ్చన్స్ విల్ బి ఆస్డ్ బై ద లెజిస్లేచర్స్ పర్టికులర్లీ టు ద మినిస్టర్స్ దే కెన్ పాస్ in no confidence motion they can pass in adju you know adjournment motion they can pass a calling attention motion ఇలా సపరేట్ టూల్స్ ఉంటాయి పార్లమెంట్ లో దీన్ని యూజ్ చేసుకొని వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ ని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ని ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తారు so legislature will be questioning the executive executive will be questioning the legislature similarly judiciary will control legislature and executive వీళ్ళిద్దరూ తప్పులు చేస్తున్నప్పుడు who will question judiciary court question చేస్తుంది సో మనకు సిలబస్ లో president vice president prime minister council of ministers judiciary supreme court parliament ఇవన్నీ కూడా స్పెషల్ గా సిలబస్ లో మెన్షన్ చేసి ఉన్నాయి అయితే India is a federal system అంటే where there are two governments there will be one government at the centre there will be another government at the state అంటే ఈ ఫెడరలిజం గురించి కూడా ప్రతి స్టూడెంట్ కి అర్థం కావాలి student need to understand about the federalism అంటే రెండు ప్రభుత్వాలు ఉంటాయి so the government that is there at the centre the same government will also be present at the states అంటే parliament at the center, state legislature at the state, prime minister at the center, chief minister at the state, president at the center, governor at the state, council of ministers central, council of ministers state, attorney general at the center, advocate general at the state, union public service commission at the center, state public service commission at the state, national human rights commission at the center, state human rights commission at the state. అంటే ఫెడరల్ సిస్టమ్ అంటే సెంట్రల్లో ఎలాంటి స్ట్రక్చర్ అయితే ఉంటుందో స్టేట్లో కూడా అలా ఉంటుంది governor you know chief minister council of ministers advocate general high court assembly council I'm not going so fast ఒకవేళ మీకు నేను ఫాస్ట్గా వెళ్తున్నట్టు అనిపిస్తే you can decrease the speed యూట్యూబ్లో మీకు స్పీడ్ డిక్రీజ్ చేసే ఆప్షన్స్ ఉంటాయి and at the same time in the English medium course taught by me కంప్లీట్గా ఎక్స్క్లూజివ్గా హిందీ ఇంగ్లీష్ మీడియంలో ప్రతి అంటే యూనో ప్రతి పాయింట్ని చాలా డీటెయిల్డ్గా చాలా క్లియర్గా వీడియో క్లాసెస్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది so you can have an access demo videos కూడా మీరు వినొచ్చు యూ కెన్ అండర్స్టాండ్ అంటే ఆ పాలిటీలో ఎలా మేము వీడియో యాక్సెస్ ఎలా మీకు వీడియో కంటెంట్ ఇవ్వడం జరిగిందో మీరు క్లియర్గా మనం Achievers Academy Achievers Next Academy online యాప్లో నా యొక్క కంటెంట్ని మీరు చూడొచ్చు సో ఇది క్రక్స్ ఇప్పుడు మీరు చూసారు కదా దీన్ని మైండ్లో పెట్టుకొని ఎలా అంటే separation of powers checks and balances and also federalism so ఈ మూడు ఈ అన్ని పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జాక్ట్గా ఇవే సిలబస్లో ఉంటాయి ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి then this will not be available so same ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాపిక్ని నేను మీకు చెప్తాను అంటే జ్యుడిషియల్ యాక్టివిజం ఉంటుంది అంటే చెక్స్ అండ్ బ్యాలెన్స్లో భాగంగా sometimes judiciary will act more actively అంటే judiciary will question executive judiciary will also question the legislature so in this manner they may act in a more active manner అందుకోసం సిలబస్ లో పర్టికులర్ గా జుడిషియల్ యాక్టివిజం అని మెన్షన్ చేయడం జరిగింది మీకు క్లియర్ గా చెప్పడంతో పాటు సిలబస్ ని కూడా డీకోడ్ చేస్తున్నాం this kind of explanation will not be available anywhere be Achievers are providing that for you అంటే ఎందుకంటే పాలిటీలో కన్ఫ్యూజన్స్ ఎక్కువ ఎంత చదవాలి ఎంత వరకు చదవాలి అని చెప్పి అందుకోసం we have taken this initiative okay so this is the group two syllabus మీకు చూడండి union and state government okay and ఇక్కడ చూడండి third point distinctive features of the Indian federalism అంటే డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ చూడండి distribution of legislative and administrative powers between union and the states అంటే as I told you India is a federal state. There will be a, you, you know, there will be a central government at the state, state government at the, uh, central government at the center, state government at the state. So, when there are two governments, sometimes union government may try to completely take or grasp more amount of powers. State governments may also try to grasp more number of powers. So, in this manner, there may arise some quarrelings or rift between the center and the state. That is why they are mentioning particularly relations. So, distinctive features of Indian federalism, how legislative, administrative and powers will be shared between the center and the state. Generally, union and the state government. So, president, prime minister, council of ministers, governor, chief minister, council of ministers, powers and the functions. అంటే నేను మీకు చెప్పిన ఇంతకు ముందు స్లైడ్లో ఈ third point fourth point clear కట్గా డిఫైన్ చేయడం జరిగింది అలాగే ఇన్ ఇండియా సో ఇప్పుడు ఈ రెండు పాయింట్స్తో పాటు నెక్స్ట్ చూస్తే చూడండి judicial system in India so judicial సిస్టమ్తో పాటు పర్టికులర్గా ఏమి ఇచ్చారు judicial activism so judicial activism so when supreme court is questioning most of the acts done or brought by the parliament most of the implementations made by the government, sometimes judiciary have acted in a very aggressive manner. Ate, there are various examples. Keshavananda Bharati, Golaknath case, AK Gopalan case, Menaka Gandhi case, Minerva Mills case, LGBT LGBT case అంటే నవజోత్ సింగ్ జవహర్ కేసు కానీ లేకపోతే కౌశల్ కుమార్ కేసు కానీ నాస్ ఫౌండేషన్ కేసు కానీ నాల్సా కేసు కానీ ఇవన్నీ కేసెస్ అలాగే పుట్టస్వామి కేసు రీసెంట్గా ప్రైవసీకి సంబంధించిన పుటస్వామి కేసు లేకపోతే ఆధార్ కేసు లేకపోతే శబరిమలకు సంబంధించిన కేసు సో ఇలా చాలా కేసెస్ లో ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ అనేవి ఉన్నాయి సో అందుకే ఇక్కడ చూడండి Indian constitution new challenges so usually you know in the recent statements one of the time Telangana state governor Tamilisai ji have stated that I'm not a rubber stamp what exactly is this rubber stamp so what is this rubber stamp politics or else you might have seen resort politics what exactly is this resort politics అవన్నీ కూడా లెజిస్లేచర్ అంటే ఇక్కడ they have just emphasised legislative and administrative powers so ఇక్కడ we will be studying about we will be studying about MPs qualification MPs disqualification the way they get disqualified so what is the anti defection law so అవన్నీ కూడా ఈ యునో లెజిస్లేటివ్ పవర్స్ లో భాగంగా we will be discussing discussing so similar గా so this two aspects judicial system చూసాం అండ్ అలాగే న్యూ ఛాలెంజెస్ కొత్త కొత్త కేసెస్ ని మనం చూస్తున్నాం so these are the things which we need to follow అంటే the crux as I said legislature executive judiciary theory of separation of powers and also theory of checks and balances ఈ అన్నిటిని అర్థం చేసుకుంటే we can understand these things very easily and after this so federalism ఇవన్నీ చూసిన తర్వాత we as a citizen so we as a citizen we as a citizen we will be possessing certain rights we as a citizen we do possess certain rights. In Indian constitution, with respect to the rights, there is a separate chapter which is called as a fundamental right. Very, very important. And recent గా there are lot of movies in Telugu there is a movie named as Naandhi where in that movie how a innocent person can be treated as a culprit so can be treated as a convict అని చాలా క్లియర్ గా ఎంపోసైజ్ చేయడం జరిగింది అండర్ ట్రయల్స్ గురించి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది జై భీమ్ అనే మూవీ జై భీమ్ అనే మూవీ సుప్రీంకోర్టు యూజ్ చేసే రిట్స్ హైకోర్టు యూజ్ చేసే రిట్స్ ఒక కామన్ మ్యాన్ కి తన డిగ్నిటీని ఎలా ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాడు శ్యామ్ సింగరాయ్ అనే మూవీలో యూనో గా వచ్చిన ఈ అన్ని మూవీస్ లో ఫండమెంటల్ రైట్స్ ని చాలా ఎంఫసైజ్ చేయడం జరిగింది అంటే so that much importance has been given to the fundamental rights అందుకే సో ఫండమెంటల్ రైట్స్ గా so as a part of citizen as a citizen of India we need to have an awareness అంటే వాట్ ఆర్ ఆర్ రైట్స్ మన రైట్స్ ఏంటి అని చెప్పి so fundamental rights are completely pro citizens pro citizens అంటే సిటిజన్ సెంట్రిక్ రైట్స్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అంటే these fundamentals fundamental rights are keeping restrictions these fundamental rights are keeping restrictions on the state అంటే స్టేట్ అంటే ఏంటి ఆ స్టేట్ నుంచి మనల్ని ఫండమెంటల్ రైట్స్ ఎలా కాపాడుతున్నాయి అండ్ అలాగే if state is acting in an active manner try to involving in to the inner, uh, you know, uh, completely deeper into the fundamental rights. There is a Supreme Court who will question that. దాన్ని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అని చెప్పి చూసాం so this is the fundamental rights at the same time state is also having a responsibility to deliver the services so దీనే మనం ఏమంటాం directive principles of state policy రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు సో అంటే state is going to implement certain welfare schemes అంటే సి state will be having many welfare schemes, particularly in the fundamental rights. So there are reservations for the SCs, STs and OBCs. Article 16, so reservations for the backward classes in the employments. Article 15, 3, 15, 4, 15, 5, 15, 6, 16, 3, 16, 4, 4A, 4B, 16, 5, 16, 6. Article 17, Article 18, everything this will completely discuss about fundamental rights. So fundamental rights and particularly so scheduled castes, scheduled tribes and అలాగే వాళ్ళకు సంబంధించిన స్పెషల్ ప్రొవిజన్స్ అంటే first thing administrative centric second thing citizen centric citizen centric వచ్చేసరికి వాళ్ళకు రైట్స్ వాళ్ళకు గవర్నమెంట్ ఏం చేస్తుంది ఎలాంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తుంది గవర్నమెంట్ ఇలాంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వాలి అని గవర్నమెంట్కి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ని మనం ఏమని పిలుస్తాం డిపిఎస్పీస్ సో సిటిజన్స్ కోసం ఉండే రైట్స్ గవర్నమెంట్ సిటిజన్స్ కి ఇచ్చే వెల్ఫేర్ స్కీమ్స్ వీటితో పాటు citizen should have certain duties we will call them as the fundamental duties we will call them as what fundamental duties so we need to understand relation between rights duties and welfare అలాగే రైట్స్ కి వెల్ఫేర్ కి మధ్యలో గొడవలు జరిగినప్పుడు అంటే కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు కంప్లీట్గా కాంట్రవ యూనో కంప్లీట్గా కాంట్రాస్ట్ ఉన్నాయి రైట్స్ కావాలి వెల్ఫేర్ కావాలి రెండింటిని బ్యాలెన్స్ చేసే క్రమంలో supreme court in one of its basic స్ట్రక్చర్లో ఏం చెప్పింది the balance between fundamental rights and DPSPs is basic structure of the Indian constitution అని చెప్పడం జరిగింది సో అలాగా you need to focus these things so ఇప్పుడు ఇది అర్థమవుతే ఈ క్రక్స్ సెకండ్ పార్ట్ అర్థమవుతే సిలబస్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందో చూద్దాం ఓకే చూడండి fundamental rights so fundamental rights directive principle fundamental rights ఉన్నాయి directive principles of state policy fundamental duties rights principles and duties interplay of all these things okay ఇది సో సెకండ్ థర్డ్ ఫోర్త్ ని ఈజీగా కవర్ చేసాం అయితే ఇవన్నీ ప్రజెంట్ అయ్యింది all these aspects are present where in the Indian constitution అంటే ఇవన్నీ ఉన్న మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎలా ఇవాల్వ్ అయింది సో ఈ కాన్స్టిట్యూషన్ అంటే ఒక మనిషి ఎదుగుదల ఎలాగైతే ఉంటుందో when Britishers are ruling our country how did we framed our constitution how did we started since beginning ఆ కాన్స్టిట్యూషన్ ఎలా మొదలు పెడుతూ వచ్చాము అని చెప్పేసి వీళ్ళు చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది so that is all about nature of the Indian constitution అందుకే నేచర్ అండ్ సాలియంట్ ఫీచర్స్ అని చెప్పి చూస్తాం అండ్ అలాగే అందులో మనకేముంది preamble everything will be there over here so ఇక్కడ with special reference to the seventy third and seventy fourth seventy third and seventy fourth ఇక్కడ ఏం చెప్తుంది సో అంటే central level state level and within the state there is a decentralisation of powers powers ని ఇంకా డీసెంట్రలైజ్ చేశారు ఆ డీసెంట్రలైజేషన్ లో భాగంగానే local bodies should be given more power more emphasise అని చెప్పి రూరల్ అండ్ అర్బన్ గవర్నెన్స్ గురించి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఓకే అందుకోసం సెవెంటీ థర్డ్ సెవెంటీ ఫోర్త్ అంటే పంచాయత్స్ మున్సిపాలిటీస్ని మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ అండ్ అలాగే సో చూడండి ఇక్కడ సేమ్ ఇంతకు ముందు చెప్పినట్టు జ్యుడిషియల్ సిస్టమ్ అయిపోయింది judicial activism special provisions for the scheduled caste scheduled tribes backward classes women and minorities ఇవన్నీ ఫండమెంటల్ రైట్స్ లో ఉన్నాయి ఇవన్నీ డిపిఎస్పీస్ లో కూడా ఉన్నాయి సో ఫండమెంటల్ రైట్స్ లో స్పెషల్ ప్రొవిజన్స్ ఉన్నాయి డిపిఎస్పీస్ లో వాళ్లకు సంబంధించిన వెల్ఫేర్ మెకానిజమ్స్ ఎలా చేయాలో చాలా క్లియర్ గా ఉంది సో అందుకోసం తో పాటు అండ్ వాళ్ళ మెకానిజమ్స్ అంటే దాన్ని కరెక్ట్ గా సూపర్వైజ్ చేస్తున్నారా దాని మానిటరింగ్ కరెక్ట్ గా ఉందా లేదా అని చెప్పడానికి there is a national commission for scheduled caste scheduled tribes and also national commission for backward classes అంటే దాన్ని మానిటర్ చేయడానికి సో ఇవన్నీ కూడా చూసాం judicial activism eighth point ninth point electoral system అంటే సో పార్లమెంట్ చూసాము స్టేట్ లెజిస్లేచర్ చూసాం పార్లమెంట్ లో స్టేట్ లెజిస్లేచర్ లో there has to be the right persons So if the persons are not, uh, you know, not elected in a proper manner, అంటే previously there used to be lot of malpractices in the elections. ఇలాంటివి ఏవి జరగకుండా ఉండటానికి సో పర్టికులర్గా so free and fair elections you know the free and fair elections is also considered as one of the basic structure of the Indian constitution free and fair elections is considered as basic structure of the Indian constitution అని కూడా చెప్పారు సో ద నెక్స్ట్ థింగ్ ఏంటి so how come the malpractices in the elections have to be prevented so election commission electoral reforms political parties everything is discussed in detailed overview so ఇవి దీనికి సంబంధించిన సో ఇలా మనం పాలిటీని so first of all we have we just gone through the structure so ఇప్పుడు so first of all legislature executive judicial so this is the structure In order to understand this structure, we need to understand the relation. So India is a federal state. So where there will be a central government and where there is a state government. And after that, we need to understand the relation between the rights. We need to understand what are the directives, means whatever the welfare schemes that is present in the Indian constitution, welfare mechanism. So, and also we need to understand the duties. So, you need to understand the duties. So, in the structure, we will be going through legislature, executive and judiciary. And uh, all this combination is present in the Indian constitution. So, how did this Indian constitution came into existence? How did this Indian constitution came into existence? Everything we will be studying over here. So, this is the way we need to understand. And ilage, మీలో కొంతమందికి ఒక రెఫరెన్స్ కోసం సో ఆల్రెడీ మొత్తం గ్రూప్ టూ సిలబస్ ని మనం డీకోడ్ చేసాం సేమ్ అలాగే గ్రూప్ వన్ లో ఏముందో గ్రూప్ వన్ సిలబస్ కి సంబంధించి ఏముందో చూద్దాం సో చూడండి evolution of Indian constitution philosophy preamble in this preamble only will be studying the you know philosophy so fundamental right system of government same parliamentary system central government state government ఇవన్నీ ఉంటాయి చూడండి judicial system in India supreme court high court and also other tribunals and అలాగే federal system so as I told you we need to understand centre and state relations అంటే ఇండైరెక్ట్గా గ్రూప్ వన్లో they have emphasised more about analysis and ఇదంతా కూడా గ్రూప్ టూలో గ్రూప్ టూలో ఉంది దాదాపుగా ఇండైరెక్ట్గా గ్రూప్ వన్లో ఉంది గ్రూప్ వన్లో ఉంది దాదాపుగా ఇండైరెక్ట్గా గ్రూప్ టూలో అంటే the first thing you need to keep in mind is nothing but the subject is polity సో ఈ పాలిటీ సబ్జెక్ట్ ని అర్థం చేసుకోవాలంటే so the only thing is that whatever I said structure you need to understand the structure of this subject, Indian polity. So that is the structure. I hope I have explained you this polity, this structure in a perfect manner, how you need to go through this subject. And also, parallel గా పాలిటీకి చదివేటప్పుడు parallel గా you have to go through the newspaper, you have to attempt the test series the test series lot of tests you know test ఈ పాలిటీకి సంబంధించి చాలా టెస్ట్స్ కూడా మనకు అప్లికేషన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా you can also write the tests that's it for this session thank you guys thank you for watching the video and have a good day thank you